విశ్వరూపం అనే బుక్లో చాలా విషయాలు నండూరు రామ్మోహన్ రావు గారి పేరు విన్నారు మీరు ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఆయన చాలా అద్భుతమైన పుస్తకాలు రాశారు రెండు పుస్తకాలు రాశారు ఆయన రాసిన ఆ పుస్తకంలో ఎంత గొప్పవాళ్ళు ఎన్ని ఎన్నెన్ని గొప్ప గొప్ప ఆవిష్కారాలు చేశారు ఎంత వాళ్ళు దానిలో నిమగ్నమై ఉన్నారు దానికోసం జీవితాన్ని అంకితం చేశారు త్యాగం చేశారు సాధారణంగా మనుషులకు ఒక కన్సర్వేటివ్ నేచర్ వస్తుంది కన్సర్వేటివ్ అంటే మనకేదో దొరికింది దాన్ని నమ్ముకున్నాము దీన్నే ప్రచారం చేసాం ఇప్పుడు అది కాదు అని చెప్తే ఎలా అనే ఒక పెద్ద సమస్య ప్రపంచం పెద్ద సమస్య ఏంటంటే నమ్మకము అనే సమస్య నమ్మకం అనే సమస్య ఎందుకు అంటే నమ్మకము అనేది అది మారుతుంటుంది కాబట్టి <laughs> నమ్మకం అనేది మారుతుంటుంది అది మారినట్టుగా నువ్వు అవును అప్పుడు అలా అనుకునేవాడిని ఇప్పుడు ఇలా ఉంది అని చెప్పలేను చెప్పేంత సులభంగా లేరు లేదు అప్పుడు అనుకున్నది నమ్మకం అది కానీ అది కాదని తెలిసింది ఇప్పుడు ఇది కాదని తెలుసుకుని ఇది తెలుసుకున్నాను దాంతో చెప్తున్నాను ఎందుకంటే ఈ ఒక ఫ్రీడమ్ కావాలా మనిషికి ఏమో ఫ్రీడమ్ కావాలా ఇంతవరకు నమ్ముకున్నాను అది కాదని తెలిసింది దాన్నేమో మనమేమో నమ్మక ద్రోహం జరిగిందని కానీ వాళ్ళు ఇచ్చేసారని కానీ మనం అనుకోవాల్సిన పనులే but at least the given as thing to think ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఏమిది అని తెలుసుకునే ఒక అవకాశం ఇచ్చారు కదా సో మంచిది కదా తద్వారా నేను దాన్ని అన్వేషణ చేసో లేదో ఎవరి ద్వారా తెలుసుకొని చెప్పాను కదా సో ఈ అవకాశం దొరికింది కదా సో ఇలా సత్యాన్వేషణలో చాలా నమ్మకాలు వమ్ములవుతాయి తప్పకుండా అవుతాయి ఎందుకంటే అది అవుతూనే ఉంటుంది కావాలి కూడా అది అవడమే సత్యాన్వేషణ మనం తెలుసుకున్నదే కరెక్ట్ అని అక్కడికి ఆగిపోతే సత్యాన్వేషణ ఆగిపోతుంది అక్కడి నుంచి కొన్ని పెద్ద పెద్ద పాఠాల తర్వాత నేర్చుకున్నా ఏమది పిల్లలకు ఫ్యాక్ట్సే చెప్పాలా ఎందుకంటే పిల్లలు పెద్దలు ఏం చెప్తారో దాన్ని నమ్ముతారు కాబట్టి వాళ్ళే మనం ఏం చెప్తాం అది తీసుకుంటారు పాపం నమ్ముతారు అందుకోసం ఐఎస్పి డెవలప్ చేసేటప్పుడు ఇది one of the very important ప్రిన్సిపల్స్గా పేరెంట్స్కి నేర్పిస్తుంటారు పిల్లలు వచ్చి అడిగితే ఏదో ఒక ఆన్సర్ ఇవ్వద్దండి తెలవకపోతే తెలవదని చెప్పండి లేదా తెలుసుకోవడం ఎలా అనే దాంట్లో మీరు కూడా అన్వేషణలో భాగం వహించండి రా తెలుసుకుందాం రా అని వెళ్ళండి తెలుసుకోండి you also explore don't simply make a joke of it and leave it పిల్లలు ఏదో అడిగితే అదేమైనా ఏ ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడకండి ఇట్లాంటివి okay whatever that child is very much interested in find out ఒక సూత్రాన్ని ప్రూవ్ చేయడానికి వాడతాం సపోజ్ ఏంటి అంటే ఒకటి నమ్ముకో ఒకటి ఏదో ఒకటి నమ్ముకో దాంతో మొదలు పెడదాం నమ్ముకొని మొదలు పెట్టాక దాని ప్రకారంగా అన్నీ కనుక ఏమి ప్రూవ్ చేయగలిగితే దెన్ యువర్ నమ్మకం can be taken as truth అంటే not that is is imperfect అని కాదు but what you hold as something as perfect truth is not ultimate ultimate అంటే ఇంకా ముందుకు లేదు అని చెప్పడానికి లేదు ఇంతకు ముందు ఇంకా ముందుకు లేదు కాదు ఇంకా ముందుకు చాలా ఉంది it is just the beginning అని at every stage it's a beginning అదే అనంతతత్వం అనంతతత్వం అంటే అర్థం ఏంటి అంటే ఇది ఎండ్లెస్ అని ఆ endless itself is the truth అంటే ఇది ఇంతే కాదు ఇంకా ఉంది తెలుసుకోవడానికి ఆ ఎక్స్ప్లోరేషన్ కావాలి మనుషులు మనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఆ ఎక్స్ప్లోరేషన్ ఆపేస్తే మనం ఏదో కంప్లీట్ చేసినట్టు ఒకటి అనుకో ఆ ఎక్స్ప్లోరేషన్ మొదలైతే అది కంప్లీషన్ ఎక్కడి కంప్లీషను నీ యొక్క ప్రాసెస్కు కంప్లీషన్ అంటే అది జరుగుతూనే ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ మొదలైంది అనే దానికి డిక్లరేషన్ ఎక్స్ప్లోరేషన్ ఆగిపోయింది తెరిసిపోయింది అంటేనే ఎండ్ ఆఫ్ ద గేమ్ గేమ్లో గెలిచాను అంటేనే ఏమైంది అని <laughs> ఆట అయిపోయింది <laughs> ఇద్దరికి ఆట అయిపోయింది ఒకరికి కాదు దృక్కు పథం రెండు కాదు ఎంత బాగా చెప్పారు పథం అంటే మార్గం దృక్ అంటే చూస్తే చూడడం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఏదో గమ్యం పెట్టుకుని పోతుండాలా గమ్యం లేకపోతే ఎక్కడ పోతుంది అట్లా కాకుండా గమ్యం పెట్టుకొని పోతూ ఉండాలి అక్కడ చేరేమనుకో మళ్ళా అయిపోయింది అంటే వాళ్ళు అంటారు కానీ నేను ఇంకో గమ్యం పెట్టుకుని ముందుకు పోతుండు keep moving that's very important గమ్యం అనేది ఈజ్ నాట్ ఎండ్ గమ్యం అనేది నీ దృష్టికి కనిపించే ఒక ఒకటి ఏది నువ్వు వెళ్ళే డైరెక్షన్కి అది ఒక దృష్టిలో కనిపించేది నీకు కనపడలేదనుకో నీకు ఇప్పుడు బహుశా ఇక్కడి నుంచి అది కనిపిస్తుంది చూడు అక్కడికి వెళ్తున్నావు అన్నావు అనుకో అప్పుడు నీవు పోయే పద్ధతి వేరేగా ఉంటుంది నీకు కనపడలేదనుకో కనపడకపోతే ఏం చేస్తావు ఏమో వెళ్తున్నావు ఎక్కడ సార్ ఇంకో పది మందిని అడుగుదామే టైం అయిపోతుంది ఇక్కడుందా ఇట్లా పోవచ్చా ఇక్కడుందా ఇట్లా పోవాలా అట్లా పోవాలా అని అడుగుతూనే ఉంటాం ఈ రోజుకి మనం ఇక్కడ చేరుకుంటాం లేకపోతే ఈ గంటకు మనం అక్కడికి పోతాం అక్కడి నుంచి నెక్స్ట్ పెట్టుకో ముందు పోతూ ఉండాలి డెస్టినేషన్ ఉండాలి లేకపోతే దానికి ఇది లేదు ఏది దారి లేదు పథం లేదు okay so where you are and where you want ఎక్కడున్నావు ఎక్కడ పోదలుచుకున్నావు ఎక్కడున్నావు ఎక్కడ పోదలుచుకున్నావు ఎక్కడ పోదలుచుకున్నావు అనేది నీకు క్లారిటీ ఉండాలా అని అంటే కనిపించాలా అని కనిపించాలంటే కళ్ళకు కనిపించాలని కాదు నీకు క్లారిటీ ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఆ clarity will make it move with confidence move with vigour move with enthusiasm నా లీవింగ్ ఆల్ ద కన్ఫ్యూజన్స్ ఆ కన్ఫ్యూజన్స్ ఏవి లేకుండా ముందు దాన్ని ఏర్పరచడానికి ఈ యొక్క తపశ్చర్య చాలా ఉపయోగపడుతుంది ఎలా అని చెప్తాను ఓకే ఇప్పుడు తపశ్చర్యకు ముందు ఒక సంకల్పం చేసుకోవాలి ఎక్కడ అంటే సంకల్పం అంటే డెస్టినేషన్ ఫిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉన్నాను ఈ స్థితిలో ఉన్నాను డెస్టినేషన్ అంటే ప్లేసెస్ అనే కాదు పొజిషన్స్ అనే కాదు It can be any kind of a destination from what you feel where you are at. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంగీతం నేర్చుకోవాలని ఓకే కీప్ ఎ డెస్టినేషన్ ఈ సంవత్సరంలోగా నేను ఈ మాస్టర్ ఈ దీనిలో ఇంతవరకు నేను నేర్చుకుంటాను ఒక డెస్టినేషన్ పెట్టుకుని పెట్టుకొని యూ డూ యువర్ తపస్య తపశ్చర్య చేయాలి అప్పుడు దానికి నేర్పించే గురువు వస్తాడు అన్నీ వస్తాయి అన్నీ జరుగుతూ పోతే ముందుకు ఇట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ తపశ్చర్య ఏం చేస్తుంది నీ యొక్క డెస్టినేషన్కి కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని నీకు అందిస్తూ వస్తుంది ఆశీర్వాదాన్ని గురువు ఆశీర్వాదాన్ని ఇస్తుంది భగవంతుని అనుగ్రహాన్ని ఇస్తుంది దానికి కావలసినటువంటి అన్ని రకాల వసతులు మార్గాలు ప్రతి ఒక్కటి నీకు చూపిస్తుంది అదర్వైజ్ నీ జీవితం అంతా కూడా దాన్ని వెతకడంలో నీ టైం అయిపోయేది భవిష్యత్ తపశ్చర్య ఏం చేస్తుందంటే అన్నిటి సులభం చేసి స్ట్రెయింగ్ అని తీసి ఈజీ చేస్తుంది so that you can definitely make sure that you reach the destination. This is the most important thing మీ తపశ్చర్యకు సంబంధించి చాలా ముఖ్యమైనది తపశ్చర్య అనేది అంత అద్భుతమైన ఒక ప్రక్రియ అన్నమాట అంత అద్భుతమైన ఒక ప్రాసెస్ అన్నమాట దానికి కావలసిన గురువుల్ని గురువుల అనుగ్రహాన్ని దాని భగవంతుని యొక్క ఆశీర్వాదం అన్నీ దొరుకుతుంది తపశ్చర్య అది వచ్చింది నీకు తపశ్చర్య చేయాలా అనే ఒక్క ఒక్క ఆలోచన చాలు అది రెండు కూడా ఎందుకంటే ఒకటి నీకు ఇస్తున్నది భగవంతునిదే అని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీకు అది కలిగితే అది తెలిసి వస్తుంది ఇప్పుడు నువ్వు మీ నాన్నకు పుట్టావు మీ అమ్మ నాన్నకు పుట్టావు నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు గనుక ఏ పని చేసినా అది మీ అమ్మ నాన్నకు చెందుతుంది తప్పకుండా మంచి చేసినా చెడు చేసినా ఏమని అబ్బా ఎవరి పిల్లాడు రాయుడు ఎంత మంచి పని చేశాడు అంటారు లేకపోతే ఎవడికి పుట్టాడు వీడు ఇంత దుర్మార్గుడు అయ్యాడు అంటారు సో ఇవి రెండు ఎట్లా భగవంతు నీ తల్లిదండ్రులు చేరుతుందో అదేవిధంగా నువ్వు చేసే ఆ సంకల్పం నీకు వచ్చిన ఆలోచన నీకు తపశ్చర్య చేయాలనుకున్నది అది తప్పకుండా భగవంతుని చెల్తుంది అది నీ నోటి ద్వారా వచ్చినా భగవంతుని చెల్తుంది లేదు ఎవరు వచ్చి నీకు ప్రేరణ కూడా కలిగించవచ్చు భగవంతుడు ఆ రూపంలో కూడా రావచ్చు వచ్చి ఇదిగో ఇలాంటివి చేసుకొని నీకు ఉపయోగం అవుతుంది నీకు తెలియదు తెలుసుకొని చెప్పవచ్చు సో తద్వారా కూడా కావచ్చు not necessarily your own decision అని నేను చెప్పను but you have taken it up you have taken it up that is where the whole process starts నువ్వు తీసుకోకపోయావు అనుకో యూ మిస్ ఇట్ అంతే what to do as simple అది భగవద్ అనుగ్రహమే కానీ నువ్వు తీసుకో నువ్వు చేసే ప్రతి ఒక్కటి కర్మ కర్మ గురించి ఆలోచించాల్సిన పనే లేదు భయపడాల్సిన అవసరమే లేదు కర్మ ఏదో పెద్ద సమస్యగా అనుకోవాల్సిన పని కూడా లేదు చాలామందికి కర్మబంధనం అనే దాంట్లో చాలా భయపడిపోతుంటారు పెద్ద ఫిలసాఫికల్ ప్రాబ్లం ప్రపంచంలో ఏమి అంటే నేను మాత్రం ఎరుక్కోదలుచుకోలేదు కర్మబంధనం నాకు వద్దు నేను హాయిగా ముక్తిలో జీవించాను అదే వాడి కర్మబంధనం ఆ కర్మ అనేదాన్ని భయపడి భయపడమే వాడి కర్మబంధనం కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మ తజ్జడం నువ్వు కర్మ చేస్తున్నావే ఆ దానిలో నువ్వు నేను చేస్తున్నాను కాబట్టి అవుతుంది అనే ఒక భావనలో నువ్వు కష్టపడుతున్నావు నువ్వు కష్టపడకుండా చేయాలంటే తెలుసుకో అది శివుని ఆజ్ఞ లేకుండా జరగదని అని ఒక సులభమైన మార్గం చెప్పాను ఒక relief but that doesn't make you responsible for the whole thing that doesn't make you really take up with vigour with enthusiasm and move అవును నేనే చేస్తున్నాను అయితే ఇది భగవంతుని పని నేను చేస్తున్నాను ఆ ఒక ధీరత్వం రావాలంటే తపస్సు చేయాలి అందుకే God cannot be different from anything any of you నీకు నీకు నువ్వు కాక భగవంతుడు ఉండడానికి వీల్లేదు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావో అది భగవంతుని అనుగ్రహమే అలాగే నువ్వు ఏం చేయదలుచుకున్నా భగవంతుడు అనుగ్రహం ఇవ్వాల్సిందే this is how it is okay దీనిలో నీ గుణాలను నువ్వు చక్కపరచుకోవడానికి ఒక గురుపదేశం కావాలి గురుపదేశం ఎందుకు కావాలా ఎందుకు గురువు యొక్క ఆవశ్యకత ఏముంది అంటే నిజంగా అంటే సద్గురువు ఒక మంచి గురువు యొక్క ఉపదేశం ఎందుకు కావాలంటే they don't just take bad are something to be removed good is something to be always be kept అని లేదు చెడు మంచి అనేది మన యొక్క ఒక ఏమి పర్సెప్షన్స్ ఏనా it's a perception doesn't mean that everything is okay కాదు మళ్ళీ తెలుసుకోండి everything is okay is only for meditation nothing more than that ఎందుకంటే ఆ పదిహేను నిమిషాలు ఏం జరిగినా ఏమైనా ఏమో కాకుండా నువ్వు రియాక్ట్ చేసేటట్లు లేదు dead being dead to the world అంటే దానికి everything is okay is the only way but that is not the ultimate truth in life okay when it comes to గతి అది కాదు గతికి వస్తే దానిలో ఎడమా కుడి ఉంటుంది ముందు వెనక ఉంటుంది పైన కింద ఉంటుంది అన్ని దిశలు ఉంటాయి you have to be choosy about ఇటువైపు పోతే మంచిదా అటువైపు పోతే మంచిదా ఇచ్చేస్తే బాగుంటుందా అచ్చేస్తే బాగుంటుందా ఇది ఇష్టమా అది ఇష్టమా ఇలా you must go use your intellect use చేయాల్సింది ఈ పాఠం చాలా ముఖ్యమైనది దీన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి ఎంత చక్కగా చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది the process is of really igniting your energies నీ సెట్లర్ ఎనర్జీస్ని నువ్వు ఇగ్నైట్ చేయాలి that is what is all about ఈ షట్చక్ర క్రియ షట్చక్ర క్రియ చేస్తేనే మీకు ఈ ఒక స్పెక్ట్రమ్ మీకు తెలిసి వస్తుంది spectrum of light though all colours together is white without light is dark that is simple truth but in between there are millions of you know colours and you have been given what all the combinations you want to have and experience in life ఇది ఉన్నదన్నమాట ఇది జరగాల్సింది ప్రపంచంలో ఓకే పాత సిద్ధాంతాలన్నింటినీ ఒక్కసారి కొట్టేస్తుందని మీరు బాధపడకూడదు బట్ ఒకటి చెప్తాను ఏమి అంటే తపశ్చర్యలోకి కనుక ఒక వ్యక్తి అడుగు పెట్టగలిగితే మిగిలిన యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులన్నీ కూడా ఆటోమేటిక్గా they will come and fall in line వచ్చేస్తుంది that's how it is subtler you go grosser becomes simpler ఇది ఉండే ప్రిన్సిపల్ చాలా గొప్పది ఇప్పుడు మనం సమాధి అని నేర్చుకుంటూనే మనిషిలో ఎన్నో రకాల మార్పు వచ్చాయి లేదా ఎందుకంటే సెటిలర్ దాన్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారాల కన్నా చాలా సెటిల్ ఆ అష్టాంగ యోగం అదే తపశ్చర్యకు అడుగు పెడితే ఇట్ విల్ క్లియర్ దీని గురించి మీకు మీరు ఎయిటీన్ చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో చదివితే అక్కడ సమన్వయపరుస్తాడు ఏది కృష్ణుడు actually his teachings first chapter Arjuna విషాద యోగం సెకండ్ చాప్టర్ సాంఖ్యయోగం ఇట్లా మొదలవుతుందన్నమాట ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగంలో the situation the condition of Arjuna explain అయింది ఏం పడిపోతుంది అయిపోతాడు వచ్చేస్తాడు నాకు వద్దు కృష్ణ నాకు ఏ కీర్తి ప్రతిష్టలు వద్దు జయం వద్దు నాకు ఇవేం వద్దు ఎక్కడ వాళ్ళు ఎవరు నాకంతా ఎదురుకున్న వాళ్ళందరూ కూడా నా తాతలు అన్నలు తమ్ముళ్ళు స్నేహితులు నా చాలా ఆప్తులు నాతో ఆడుకున్నవాళ్ళు నాకన్నా పెద్దలు ఎన్ని ఫిలాసఫీ వింటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంత మంచి అర్జునుడికా ఇన్ని కష్టాలు అనిపించేంతగా మొరబెట్టుకుని కృష్ణుడు చెప్పారు తీసుకో రథం వెనక తిప్పు వెళ్ళిపోదాం అంటాడు యుద్ధం పోద్దు ఏమో నేను త్యజించేస్తాను నాకు ఈ బరువే వద్దు మేక్ మీ ఫ్రీ నాకు ఏమి వద్దు నన్ను తిట్టుకున్న పర్వాలేదు నాకు కీర్తి అవసరం లేదు అది లేదు ఇది లేదని చెప్పేస్తాను దట్ ఈస్ అర్జున విషాదయోగం the real teaching starts from the second chapter where starts explaining ఒక చక్కటి సాంఖ్యయోగంలో ఈ gives all the mathematics of life జీవితంలో ఉన్నటువంటి లెక్కాచారం చెప్తాడు మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ సైన్స్ చెప్తాడు about what actually is this life దాన్ మనం సాంఖ్యయోగాన్ని బేస్డ్గానే ఎస్ఎస్వై క్లాస్లో అన్నీ చెప్తాం ఎందుకంటే it's all about there is nothing అంత zero zero and infinity one and the same zero ఉన్న ఏమి లేకపోయినా ఒకటి అన్నీ ఉన్న ఒకటి అనేదాన్ని ఆయన చూపిస్తాడు చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్జునుడు అడిగే ప్రశ్నలు అన్నీ దానిపైన డిపెండ్ అయ్యి యూ లా సో మెనీ క్వశ్చన్స్ దానికి సంబంధించి భక్తి యోగము జ్ఞాన యోగము కర్మయోగము కర్మ సన్యాస యోగం ఇట్లా డిఫరెంట్ యోగాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక దానిలో గుణత్రయ విభాగ యోగం తర్వాత లాస్ట్లో ఇవి శ్రద్ధ త్రయ విభాగ యోగం సెవెంటీన్ చాప్టర్కి వస్తుంది ఎందుకు అక్కడ వస్తుంది అంటే మీకు సెకండ్ చాప్టర్లో శ్రద్ధ గురించి వస్తుంది టాప్ ఒక పాయింట్ దాన్ని గురించి దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి హౌ ఇట్ కెన్ బి అనేదని చెప్తూ ఇది how it can be intensified అనేది చెప్తాను ఎందుకంటే ఒక దాన్ని నువ్వు ఎలా దాన్ని ఉపయోగించుకోవాలని తపస్ అంటే అది ఇంటెన్సిఫైడ్ యాక్షన్ అనమాట it is in to such a powerful thing కర్మయోగం అంత అయినాక చెప్తాను అయ్యాక లాస్ట్లో ఎయిటీన్ చాప్టర్లో ఆయన చెప్పిన సాంఖ్య యోగానికి ఇది ఎలా ఇది శ్రద్ధాత్రయ విభాగ యోగంతో తపశ్చర్యతో ఎలా ముడిపడింది అనేదాన్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చేసేదాని నుంచి అవన్నీ నేను మొదట చెప్పాను చూడు అవన్నీ కూడా దీంతో వచ్చేస్తాయి ఇప్పుడు నా దగ్గరికి ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు పిల్లలు వచ్చి ఏదో అడుగుతుంటారు అడుగుతుంటే చెప్తాను చూడమ్మా ఇది ఇట్లా ఇట్లా నీ ఇట్లా చదువుకున్నాను బాగుంటుంది నీవు మంచి ఉద్యోగం చేసుకుంటావు బాగుంటుంది అంతవరకు చెప్తాను అట్లాగే నీకు అంతా చేసి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఇట్లుందిగా అని ఒక పెద్ద ఫిలాసాఫికల్ క్వశ్చన్ వేసాడు అనుకో then I will tell him okay నీకు అంత ఇది ఉంటే చెప్తా విను నేను కూడా చదువుకుని వచ్చాను చదువుకుని వచ్చినాక దాన్ని తృణమాత్రంగా దాన్ని పరిగణించడం పెద్ద కాదు కానీ చదువుకోకుండా దాన్ని తృణప్రాయంగా తీసేయడం దానిలో ఏముని చెప్పు అని వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాడు అట్లా కాదండి నేను ఇట్లా చేసి ఇట్లా కరెక్ట్ అట్లా చేయదలుచుకుంటే ఒక పని చేయి ఇదంతా ఇట్లా ఇట్లున్నాయి ఇట్లాంటి మెథడాలజీస్ ఉన్నాయి ఇవి అప్లై చేసుకో ఇది పోయి కొంచెం స్టడీ చేయి నీకు తెలిసి వస్తుంది దీని నుంచి ఇంకా మీకు తెలుస్తుంది చెప్తాను వాడు దాన్ని కనుక తెలుసుకుని వచ్చి నాకు ఇంకా ముందుకు పోవాలని ఉందండి మంచి ఇది ఇచ్చారు నాకు చాలా ఇది ఉంది కానీ నాకు వెరీ గుడ్ అట్లయితే ఈ సాధన చేయి నీ అంతరంగ శుద్ధి జరుగుతుంది అది నీకు ఒక శక్తి దొరుకుతుంది అని చెప్తాను వాడు ఆ సాధన చేసుకుని వచ్చి అనుకో very good then I tell you go and explore this way విధంగా పోయి వెతుక్కు రాపో నీకు దొరుకుతుంది నీకు ఏదో ఇంకోటి గొప్ప దొరుకుతుంది వాడు అది వెతుక్కుని వచ్చి అబ్బో నాకు చాలా తెలిసింది పదా దాన్ని పంచిపో పదా తెలుసుకున్నావు కదా go go go go share it with ఎవరి పని ఇది జరగాలి ఇట్లా చాలామంది పంపించారు పంపి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు ఎంతమంది చెప్తున్నారు చాలా గొప్పగా జీవిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తారు కొంతమంది తినం కూడా తెలియదు వస్తారు ఏదో పని మీద వచ్చి ఎందుకో కలుస్తారు బట్ దట్స్ బ్యూటిఫుల్ కొంతమంది ఒక చోటుకి ఆగిపోతారు చాలు గురుగారు మాకు మేము ఇంతవరకు ఉన్నాం మాకు ఇది చేయనండి ఇంక మాకు అవసరం లేదు మాకు ఇంతవరకే చాలు అంటున్నారు that's fine no problem maybe ఈ జన్మకు పాపం నీకు ఇది ఎక్కువైందేమో we don't know what do we know కదా అయినా సో నా పర్పస్ ఇంతవరకే ఉండొచ్చు లేకపోతే ఇంకెవరి దగ్గర కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉండొచ్చు నేనే ఉంటానండి లేదు కదా ఎంతోమంది మహనీయులు గురువులు ఏ ఎక్కడొచ్చి ఏ మార్గంలో వాళ్ళు నేర్పిస్తారు అయినా బట్ డెఫినెట్లీ వాడు ఆ మార్గంలో ఉన్నాడు కాబట్టి వాడికి దొరకాల్సింది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అది for sure that is for hundred percent sure వాడు దాన్ని వదులుకోవాలనుకున్న వదలనీయుడు భగవంతుడు you know that is also for sure అందుకే నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక జాగ్రత్త <laughs> చెప్తుంటా సాధారణంగా నేను బేతాళనుగా చెప్తుంటా నేను చెప్పింది కనుక నువ్వు చేయకపోయావు భగవంతుడు ఏదో పరిస్థితి తెచ్చి నువ్వు చేసేటట్టు చేస్తాడు ఎందుకంటే అది అది నీకు ఆవశ్యకత ఉంది నువ్వు తెలుసుకోవడం లేదు ఇప్పుడు కానీ ఆవశ్యకత వచ్చి నువ్వు తెలుసుకోదలుచుకున్నావా నువ్వు తెలుసుకుంటే దాని యొక్క ఆవశ్యకత నువ్వు సులభంగా తీసుకోదలుచుకున్నావా అది నీ ఇష్టం అలాంటి ఒక గొప్ప తత్వం ఉంది అది మనలో కనుక కలిగితే ఇది కావాలి కదా ఇది చేయాలి కదా ఇది ఎంత అద్భుతంగా ఉంది కదా అనే ఒక ఒక అమాయకత్వంతో మరీ పెద్దగా అదేదో పెద్ద నేను చేసి ఏదో సంపాదించుకుంటాం కదా అనేది కూడా అవసరం ఉంది ఉన్నా పర్వాలేదు కానీ అదంతా కూడా అమాయకత్వం అమాయకత్వంతో కనుక మనం ఇది చేయాలి కదా అంటే ఎందుకు రాడు కరుణించడు గురువు తప్పకుండా కనిపిస్తుంది definitely I can say that I have nothing to hide nothing to hold nothing to say no చెప్పకూడదు అని కానీ చెప్పాలని కానీ లేదు గురువుగారి దగ్గర నేను ఏది దాపరికం పెట్టుకునేవాడిని కాదు మనస్ఫూర్తిగా చెప్పేవాడిని సో అందుకే ఈ ఒక తపశ్చర్య అనేది ఊరికి ఏదో ఒక ప్రోగ్రాము ఒక కోర్సు ఒక ట్రైనింగు అనుకోకూడదు మనం this is something beyond all that ఇలా వెనకలు కనిపిస్తున్నారా శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా ఇలా ఆ పరంపరలోనే మనం ముందుకెళ్తున్నటువంటి ఒక అవకాశం ఇచ్చారు ఆహ్వానించారు రమ్మని రెండయ్య మీరు కూడా తీసుకెళ్ళండి ముందుకు అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరామని తీసుకెళ్ళారు